సైలాబ్ స్పోకెన్ ట్యుటోరియల్కి స్వాగతం ఈ ట్యుటోరియల్లో మీరు సైలాబ్ యొక్క ఉపయోగాల గురించి నేర్చుకోబోతున్నారు ముందుగా సైలాబ్ నేర్చుకోవాలంటే మీ కంప్యూటర్లో దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి సైలాబ్ని స్టార్ట్ చేయడానికి డెస్క్టాప్ మీద ఉన్న సైలాబ్ అనే ఐకాన్ మీద రెండుసార్లు క్లిక్ చేయవచ్చు లేదా స్టార్ట్ మెనూలోకి వెళ్ళి సైలాబ్ని ఎంచుకోవచ్చు సైలాబ్ మీద డబుల్ క్లిక్ చేసిన తర్వాత సైలాబ్ కన్సోల్ విండో ఓపెన్ అవుతుంది మీరు ఈ విండోలో కర్సర్ కమాండ్ ప్రాంప్ట్ మీదుగా ఉన్నారని గమనించాలి ఈ కి ఉపయోగపడే అన్ని ఆదేశాలని నా దగ్గర ఉన్న నోట్ ప్యాడ్ ఫైల్లో ఉన్నాయి మనము మన సమయం వృధా కాకుండా ఉండేందుకు ఈ ఆదేశాలను కట్ మరియు పేస్ట్ ద్వారా ఉపయోగించుకుందాం ని మనము క్యాలిక్యులేటర్ లాగా కూడా వాడుకోవచ్చు మనం నలభై రెండు ప్లస్ నాలుగు స్క్వేర్ మైనస్ అరవై నాలుగు బై నాలుగు ఎంటర్ చేస్తే మనకు నలభై రెండు జవాబు వస్తుంది అది ఎలాగో ఇప్పుడు మనము చూద్దాం ఒకటి గమనించండి నలభై రెండు అనే జవాబు డిఫాల్ట్ వేరియబుల్ జవాబుగా స్టోర్ అవుతుంది ఆన్సర్ అనేది సంక్షిప్తంగా ఏఎన్ఎస్ అని రాయబడును ఇప్పటి నుంచి మనము ఆదేశము మరియు పరిణామముగా వచ్చిన జవాబు చూద్దాము మనం పైన చేసిన లెక్క దాని జవాబుని డిఫాల్ట్ వేరియబుల్ జవాబుగా స్టోర్ చేసుకున్నాము ఈ యొక్క అవసరానికి మనం వేరియబుల్స్ని తయారు చేసుకుందాము మనం టైప్ చేసిన ప్రకారముగా a 1, b 2, c 3 మనకు 1, 2, 3 విలువలు క్రమముగా a, b, c వేరియబుల్స్లో భద్రపరిచి ఉంటాయి ఇప్పుడు మనము ఈ వేరియబుల్స్ని ఉపయోగించి కొన్ని మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చేద్దాము ఉదాహరణకు a plus b plus c answer 6 అని వస్తుంది మరియు a multiplied by b plus c answer 5 మనం ఈ జవాబుని మరొక వేరియబుల్ అంటే dలో భద్రపరచవచ్చు ఇలా టైప్ చేసి d a b c d are మనం వేరియబుల్స్ యొక్క పేర్లని కామాల ద్వారా విడివిడిగా కమాండ్ లైన్ దగ్గర టైప్ చేసినచో వాటి యొక్క విలువని మనము చెక్ చేసుకోవచ్చు a b c d మనకు a 1, b 2, c 3 మరియు d 6 వస్తుంది ఇప్పుడు మనము ఇది ఇక్కడ ఆపి ఒక ముఖ్యమైన కమాండ్ ని చూద్దాము దాని ద్వారా మనము క్రితం ఆదేశపరిచిన కమాండ్స్ మరియు వాటి నుంచి వచ్చే జవాబుని గుర్తుంచుకోవడానికి ఈ కమాండ్ ఎంతో అవసరము ముందుగా మనము కమాండ్ cd ని టైప్ చేద్దాము ఇది ప్రస్తుతానికి పనిచేస్తున్న డైరెక్టరీ ఇప్పుడు డైరీ కమాండ్ని టైప్ చేద్దాం diary my record dot TXT press enter ఈ కమాండ్ ద్వారా మనం ప్రస్తుతం పనిచేస్తున్న డైరెక్టరీలో మై రికార్డ్ డాట్ టీఎక్స్టీ అనే పేరున కొత్త ఫైల్ తయారవుతుంది మనం ప్రస్తుతం తయారు చేసిన సైలాబ్ సెషన్ ఈ ఫైల్లో సేవ్ అవుతుంది సైలాబ్ ఇంకా ఎలా పనిచేస్తుందో ఇంకొన్ని కమాండ్స్ ఇచ్చి చూద్దాము సైలాబ్ కాంప్లెక్స్ ని ఎలా హ్యాండిల్ చేస్తుందో చూద్దాము మనం కాంప్లెక్స్ అంకెలని ఐగా సూచిస్తున్నామని గుర్తుంచుకోవాలి ముందుగా ఐకి ఏ విలువ ఉందో చూద్దాము ఐ టైప్ చేస్తే మనకు ఎర్రర్ అని ఇస్తుంది సైలాబ్లో ముందుగా నిర్ధారించిన న్యూమెరికల్ కాన్స్టెంట్స్ వాడడానికి వాటి ముందు పర్సంటేజ్ గుర్తును జతపరచాలి ఇప్పుడు చూస్తున్న విధంగా percentage i మనం ఈ i యొక్క స్క్వేర్ తీసినచో అది కాంప్లెక్స్ నంబర్ అని దృఢపరచుకోవచ్చు ఆన్సర్ మైనస్ ఒకటి అని జవాబు వస్తుంది చివరకు మైనస్ ఒకటి యొక్క స్క్వేర్ రూట్ తీసినచో మనకు కాంప్లెక్స్ అంకె i వచ్చును ఇప్పుడు మనం ఈ i ని ఉపయోగించి కొన్ని క్యాలిక్యులేషన్స్ చేద్దాము ఐదు మల్టిప్లైడ్ బై ఐ మనకు జవాబు ఐదు ఐ వస్తుంది పది ప్లస్ ఐదు ఐ మల్టిప్లైడ్ బై రెండు ఐ మనకు జవాబు మైనస్ పది ప్లస్ ఇరవై ఐ వస్తుంది ఇప్పుడు మనం సైలాబ్లో ఉన్న మరికొన్ని ముందుగా నిర్ధారించిన న్యూమెరికల్ కాన్స్టెంట్ని చూద్దాము ఐలో ఉన్న విధంగానే వాటి పేర్లు కూడా పర్సంటేజ్ గుర్తుతో మొదలవుతుంది పర్సెంట్ పై టైప్ చేస్తే పై యొక్క వాల్యూ చూపించబడినది ముందుగా ఇందులో ఉన్న ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ని ఉపయోగించి పైని ఎలా వాడాలో ఇక్కడ చూద్దాము sin పై బై 2 మరియు cos పై బై 2 ఎంటర్ చేస్తే జవాబు ఇది అయితే మీరు ఒకటి గమనించాల్సింది ఉంది అది ఏమిటంటే రెండవ జవాబు ఎప్పుడూ సున్నానే ఉంటుంది అది మషీన్ ఎప్సిలాన్ అనే అంకెకు సంబంధించినది దీనిని మనం మరో స్పోకెన్ ట్యుటోరియల్లో చూద్దాము నేచురల్ లాగర్థం యొక్క బేస్ ముందుగా నిర్ధారించిన వేరే న్యూమెరికల్ కాన్స్టెంట్ పర్సంటేజ్ ఈ e. ఈ e యొక్క వాల్యూ పైన చూపించబడినది మనము అదే జవాబును ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ద్వారా కూడా తీసుకురావచ్చు ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ ఒకటి మనకు కనిపించిన విధంగా రెండింటి జవాబు ఒకటి కానీ ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ రెండు యొక్క జవాబు ఈ క్రింద విధంగా వచ్చును మనము పర్సెంట్ ఈ స్క్వేర్ ఉపయోగించి తప్పకుండా ఒకేలాంటి జవాబును తీసుకురావచ్చు మనము డైరీ కమాండ్ ద్వారా మై రికార్డ్ డాట్ టీఎక్స్టీ ఫైల్లో ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేసినది మర్చిపోవద్దు ఇప్పుడు ఈ డైరీ ఫైల్ని ఈ క్రింద విధంగా మూసివేద్దాము డైరీ ఆఫ్ జీరో ఈ యొక్క కమాండ్ ద్వారా my record dot TXT file save మరియు క్లోజ్ అవుతుంది మీరు ఈ ఫైల్ని ప్రస్తుతం పనిచేస్తున్న డైరెక్టరీలో తయారు చేసినది మర్చిపోవద్దు మనం మరోసారి ఈ ఫైల్ని ఓపెన్ చేసి బ్రౌజ్ చేద్దాము C users Anuradha my record dot TXT మనము సైలాబ్ ద్వారా ఇచ్చిన కమాండ్స్ మరియు వాటి జవాబులు ఈ యొక్క ఫైల్లో సేవ్ అయినది గమనించాలి ఒక కొత్త ప్రోగ్రాం తయారు చేసే ముందు సరియైన కోడ్ రావడానికి చాలా శోధన చేయవలసి వస్తుంది కానీ తయారు చేసిన కోడ్ ఐదు శాతం వరకు మాత్రమే ఉపయోగపడుతుంది డైరీ కమాండ్ వాడని ఎడల ఏ ఏ కమాండ్స్ పనిచేశాయో ఏ ఏ కమాండ్స్ పనిచేయలేదో వాటిని గుర్తించడం ఎంతో అవసరం ఈ యొక్క సమస్యను పరిష్కరించడానికి డైరీ చాలా మంచి పద్ధతి మనం తయారు చేసిన ఫైల్ని డైరీ కమాండ్ ద్వారా మనకు అవసరం లేని వాక్యాలను ఎడిట్ లేదా డిలీట్ చేసి సరైన కోడ్ని తయారు చేయవచ్చు మనము మై రికార్డ్ డాట్ myrecord.txt ఎడిట్ చేసి దానిని ఎగ్జిక్యూట్ కమాండ్ ద్వారా ఎగ్జిక్యూట్ చేద్దాము మనం ఫైల్ని డైరీ ఆఫ్ జీరో కమాండ్ ద్వారా మూసివేశాము కనుక ఇతర ఏ ట్రాన్సాక్షన్స్ ఫైల్లో సేవ్ చేయబడరాదు ఈ సెషన్ని సేవ్ చేయాలనుకుంటే మరోసారి డైరీ కమాండ్ ఇవ్వాలి డైరీ కమాండ్ ఫైల్ని రైట్ చేస్తుందని మనం గుర్తుంచుకోవాలి ఒకవేళ ఆ ఫైల్లో మనకు అవసరమైన ఇన్ఫర్మేషన్ ఉన్నచో డైరీ కమాండ్లో మరొక ఫైల్ పేరుని వాడాలి ఇప్పుడు ఫైల్ని మరియు బ్రౌజర్ని క్లోజ్ చేద్దాము నోట్ ప్యాడ్ని కిందకి స్క్రోల్ చేద్దాము సైలాబ్లో మ్యాట్రిసెస్ తయారు చేయుట చాలా సులభం ఇప్పుడు మూడు ఇంటూ మూడు మ్యాట్రిక్స్ని ని క్రింద విధంగా వివరిద్దాము గమనించాలి కాలం ద్వారా ఒక వరుస ముగుస్తుంది ఈ సైలాబ్ యొక్క విశేషం ఏమిటంటే మనము మ్యాట్రిక్స్ ఏ యొక్క కొలతలు లేదా దాని యొక్క టైప్ని స్పెసిఫై చేసే అవసరం లేదు మ్యాట్రిసెస్ ని ఈ కింద విధముగా వరుస తరువాత వరుస కూడా ప్రవేశపెట్టవచ్చు C is equal to opening square bracket ఒకటి రెండు ఎంటర్ మూడు నాలుగు closing square bracket press enter semicolon ద్వారా మ్యాట్రిస్ ఎలా తయారు చేయాలో పైన వివరించబడినది ఇది క్యాలిక్యులేషన్ ద్వారా ఇచ్చిన జవాబుకే కాక వేరొక దానికి కూడా ఉపయోగపడుతుంది ఉదాహరణకు b ఈక్వల్ టు ఒకటి ప్లస్ రెండు సెమీకాలన్ ఎంటర్ చూడండి b తాలూకు జవాబు రాలేదు దానికి కారణం సెమీకాలనే మనము b యొక్క విలువ చూడడానికి b ని విడిగా టైప్ చేయాలి b ఎంటర్ గమనించండి సెమీకాలన్ వాడుక చాలా పాపులర్ దానివల్ల మనము చాలా వరకు అవుట్పుట్ని నియంత్రించవచ్చు మ్యాట్రిక్స్ క్యాలిక్యులేషన్ మీద చర్చను మరొక స్పోకెన్ ట్యుటోరియల్కి వాయిదా వేద్దాము ఎక్కడైనా మీకు సహాయం కావాలంటే సైలాబ్ మెనూ బార్లో ఉన్న హెల్ప్ కమాండ్ని వాడవచ్చు సిఎల్సి కమాండ్ సైలాబ్ యొక్క స్క్రీన్ని ఖాళీ చేస్తుంది ఈ క్రింద చూపించిన విధంగా మనము అప్ మరియు డౌన్ యారోల ద్వారా ముందుగా ఇచ్చిన కమాండ్స్ ని చూడవచ్చు మనం అప్ మరియు డౌన్ యారోల ద్వారా ఏ కమాండ్ దగ్గరైనా ఆగి దానిని ఎడిట్ చేయవచ్చు తర్వాత రిటర్న్ కీని ప్రెస్ చేసినచో అది ఎగ్జిక్యూట్ అవుతుంది ట్యాప్ క్వీ ద్వారా మనము కమాండ్ని పూర్తి చేయవచ్చు అలాగే అది ఇతర లభ్యమైన ను ఎంచుకోవడానికి ఇస్తుంది ఇంతటితో ఈ యొక్క getting started with Scilab spoken tutorial చివరికి వచ్చాము సైలాబ్ యొక్క మరికొన్ని ఫంక్షన్స్ మరొక స్పోకెన్ ట్యుటోరియల్లో చూద్దాము మీరు తప్పకుండా సైలాబ్ యొక్క లింక్స్ని చూస్తూ ఉండండి సైలాబ్ మీద spoken tutorial talk to a teacher ప్రాజెక్ట్లో ఒక భాగము national mission on education ICT వారి సహకారంతో నిర్వర్తిస్తున్నారు దీన్ని గురించి మరి సమాచారం కొరకు ఈ కింద లింక్ ని చూడవచ్చు నాతో అనగా స్వప్నతో మీరు సహకరించినందుకు కృతజ్ఞతలు గుడ్ బై